ప్రేమికుల దినం చిచి కాఫీలో కూడా కరపత్రాలే ఏ అంట్ల వెధవా అమృత విలాస్ గొప్ప వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ గొప్ప నృత్య పోటీ జంటలంతా పాల్గొనగలరు వీళ్ళు మరీ బరి తెగించిపోయారు నా పర్మిషన్ లేకుండా పెనాల్టీ కట్టకుండా పాంప్లెట్స్ వేసేస్తారా ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో చూస్తారు ఏంటి ఇంకా పేపర్తో కసరత్ కాలేదా అవతల ట్రైన్ టైం అవుతుంది ట్రైనా నాకు పని ఉంది నేను ఊరికి రాను నువ్వు వెళ్ళు సడన్ సడన్గా పనేంటి వంద పనులుంటాయి అన్నీ నీకు చెప్పాలా ఏంటి నాకు చెప్పకుండా పనులు కూడా ఉన్నాయా ఏమిటి త్రిపుర నువ్వు మరీ ఏదో ఆలోచిస్తున్నావు <laughs> కొన్ని అనుకోని అతిథులు <laughs> వద్దండి అప్పాజీ గారు కాఫీ గిఫీ ఏమొద్దు ఏం లేదండి మీ దగ్గర మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉందేమో తీసుకెళ్దామని వచ్చాం ఎస్ ఈ వ్యాలంటైన్స్ డేకి గ్రాండ్ డాన్స్ ఫెస్టివల్ చేస్తున్నాం can you give me ten thousand watts music system ten thousand watts కాదు టెన్ థౌజండ్ తిట్స్ ఇస్తాను పండగొస్తే చాలు పేట్రేకి పోతారు వదలకుండా వ్యాపారం చేసేస్తారు అదేంటండి అలా అంటారు హోటల్ అన్నాక వ్యాపారం కోసం కాకపోతే వ్యామోహం కోసం పెట్టుకుంటామంటే కాదు వ్యాలంటైన్ వెర్రి కోసం చేస్తారు వ్యాలంటైన్స్ డే మీద అంత బిండమైపోతారేంటండి it's a festival of love అది ద్వేషం పండగ కాదు ప్రేమ పండగ ప్రేమ గాడిద గుడ్డ అంత డబ్బు డబ్బు గుంజడానికి ఓ మంత్రం ప్రేమ అన్నది ఒక బూటకం అప్పాజీ గారు కావాలంటే నన్ననండి ఈ అమృతం వీణనండి దయచేసి పవిత్రమైన ప్రేమను మాత్రమే అనకండి అసలు లేని దానికి పవిత్రం కివిత్రం అంటావేమిటయ్యా డబ్బంటావా కళ్ళకద్దుకుంటాం భక్తిగా దాచుకుంటాం అంతేగాని ప్రేమను పూజించే పిచ్చి వెధవలెవరయ్యా ప్రేమ పిచ్చ ప్రేమ ఒక వరం అసలు నరవే లేని వాళ్ళతో ఎందుకు చర్చ మీరు తొందరగా తెమిలొస్తారా నేను రాను పనుందని చెప్పాగా సరే ఇక్కడే ఉంటుంటే దేవుడి గదిలో దీపం వెలిగించండి మొహం కడుక్కొని నన్ను కొంచెం స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారా షూర్ <laughs> మిమ్మల్ని బేసిన దగ్గర డ్రాప్ చేయమంటారా మీకు మరీ తిమ్మిరిగా ఉంది మా ఆవిడ సపోర్ట్ చూసుకుని మరీ రెచ్చిపోతున్నారు ఒక్క నిమిషంలో మీకు గాలి తీస్తా హలో హెచ్పిఆర్ఎస్ మీకు కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చేశాను ఇక్కడ అమృత్ విలాస్ హోటల్లో మన దేశ సంస్కృతికి విరుద్ధంగా వికృతంగా వ్యాలంటైన్స్ డే డాన్సెస్ కండక్ట్ చేస్తున్నారు అసలు మిస్టర్ అప్పాజీకి మిస్సెస్ అప్పాజీకి పొంతనే లేదురా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళకి అవును నత్తకి నాట్యమయుడికి ఉన్నంత తేడా ఉంది <laughs> సర్లే నక్క గురించి నత్త గురించి మనకెందుకు గాని అంజీ ఈ నృత్య పోటీలు మాత్రం కళ్ళు జిగిల్ మనిపేలా చేయాలరా అందులో డౌట్ ఏం లేదురా <laughs> ఆ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది అమ్మాయిలు అబ్బాయిలు రెచ్చిపోయి ప్రేమ ఉరకలు వేయడం <laughs> చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే భామా చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ చీమ మీరప్పుడే వ్యాలంటైన్స్ డేకి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చేసారా ఎర్లీ బర్డ్స్ పేరు నమోదు చేసుకునేటప్పుడు మీరు మీ పార్ట్నర్ ఏ టైపు డ్యాన్స్ చేస్తారో మాకు చెప్పాలి western Spanish Mexican break dance oh very good మిమ్మల్ని బ్రేక్ చేసి ఆ ముక్కల మీద డ్యాన్స్ చేస్తాం ఈ వేరియేషన్ నాట్ వెరీ గుడ్ ఈ డాన్సర్ మంచి చమత్కారం అనుకుంటా చర్మ ఒలి చేస్తాను డాన్సర్ గేమ్స్ రానావంటే మే హెచ్పిఆర్ఎస్ కార్యకర్తలం హెచ్పిఆర్ఎస్ అంటే హిందూ పశువుల రక్షణ సంఘం మేము హిందువులమే కానీ పశువులం కాదే అయినా మమ్మల్ని ఎందుకు రక్షించడం మూర్ఖ పశువులే కాదు మన దేశ ధర్మాన్ని కూడా రక్షిస్తున్నాం పాశ్చాత్య పైశాచిక ధోరణులకు దాసోహం అనే వారి కళ్ళు తెరిపిస్తాం ఏడంటే మరి గ్రాంధికంలో గర్జిస్తుంది మీరేదో పొరబడుతున్నారు ఇక్కడ దేశ విద్రోహక చర్యలేం జరగడం లేదు ఏదో సరదాగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం అంతే అప్రాచుడా తెల్లవాడి పండకి నువ్వు తందలాటం మీరు మరీ లిమిట్ లేకుండా మన సంస్కృతిని బూడిద చేస్తూ ఇంకా మారు మాట్లాడతావా ఈ హోటల్ మొత్తం కుప్ప చేసి కాల్ చేయండి ఆగండి, ఇంతకీ మేము చేసిన తప్పేంటి మన హిందూ ధర్మాన్ని భారత సంస్కృతిని నాశనం చేస్తూ ఏదో ప్రశ్నలు అసలు ఇవన్నీ చేయడానికి మీరెవరు మన సాంప్రదాయాన్ని మన కర్మభూమిని రక్షించడానికి కంకణం కట్టుకున్న కార్మికులు అంటే నిరుద్యోగులా మరి వాళ్ళ ఆదివారం కాదే ఇలా ఖాళీగా రోడ్లు పట్టు తిరుగుతున్నారంటే పని పాటలు లేనట్టేగా ఏంటి మన సంస్కృతి మన సాంప్రదాయం ఈ బట్టలు మన సాంప్రదాయం పాండవులు జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరిగారా మీరు మైక్ లట్టు కరుస్తారా మీటింగుల్లో అవి మౌర్యులు కనిపెట్టారా మీరు ప్రచారానికి వాడే తెల్ల కాగితాలు తొలుత తెనాలి రామకృష్ణ తయారు చేశాడు మీరే హిందూ మతాన్ని మన భారత సంస్కృతిని కాపాడమన్న బాధ్యత ఏ దేవుడు ప్రత్యక్షమే మీకు అప్పగించాడు బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా లేకపోతే రీసెంట్ గా వెలిసిన షిరిడి సాయిబాబా లేకపోతే మీ టీమా మీ అన్ని వాదనలకు మించిన వాదం నా దగ్గర ఉంది ఏ ఏంటి కర్రవాదం మీ ఆర్గ్యుమెంట్ చాలా కన్విన్సింగ్ గా ఉంది వ్యాలంటైన్స్ డే డాన్స్ వెంటనే క్యాన్సిల్ ఏమిటి అలా డల్లుగా ఉన్నారో చాలా ఆర్భాటంగా హడావుడిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారనుకుంటే ఏమిటయ్యా ఏమైంది హెచ్పిఆర్ఎస్ హెచ్పిఆర్ఎస్సా మీకు తెలీదా బాలేవాడవే నాకెలా తెలుస్తుంది మరైతే వ్యాలంటైన్స్ డేకి వేరే ఏం ప్లాన్ చేయలేదా ఏమీ చేయకుండా ఉంటాం మీ ధర్మానికి విరుద్ధం కదా ముందు జరిగిందంతా పోసుకొచ్చినట్టు ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాస్తాను చీఫ్ మినిస్టర్కి రాస్తాను ఎమ్మెల్యేకి సంజుకి గుడ్ ఐడియా లెటర్ సంజుకి నువ్వు రా రాయటం సంజుకే కాదు అంజుకి మంజుకి లిల్లీకి లల్లీకి మీనాకి సోనాకి జానీకి నానీకి రాముకి దాముకి అందరికి లవ్ లెటర్ పోటీ అంజీ మీ నీ బ్రెయినే బ్రెయిన్ రా అవుట్ అయిపోయినా తిరిగి బ్యాటింగ్ వచ్చేస్తావు నువ్వు డాన్స్ కన్నా ఇదే బెటర్ ఐడియా బెస్ట్ లెటర్ కి రెండు వేల రూపాయలు ప్రైజ్ అనౌన్స్ చేద్దాం ఒక చీఫ్ గెస్ట్ ని జడ్జిగా నియమించి బెస్ట్ లెటర్ సెలెక్ట్ చేయించి వ్యాలంటైన్స్ డే రోజున అనౌన్స్ చేద్దాం సరే వచ్చిన లెటర్ వచ్చినట్టు మా ఇంటికి పంపండి ఇక్కడ కూర్చుని సెలెక్ట్ చేయడం అంటే చిరాకు మీకు లెటర్స్ ఎందుకు మరి జడ్జి చేయాలి కదా ఊరుకోండి కబోదుని పెయింటింగ్ జడ్జి చేయమన్నట్టు ఉంటుంది వాడిని సంగీతం జడ్జి చేయమన్నట్టు ఉంటుంది ఆలోచించుకోండి నేను మీ ఫంక్షన్లో ఉంటే మీకు మంచిది ఇది ప్రేమ పండగ సార్ మీ ఒంటికి మంచిది కాదు సరే ఇంకో అవకాశం ఇస్తున్నా ఆలోచించుకుని ఫోన్ చేయండి no phone calls only love letters సరే నేనే ఫోన్ చేస్తా ఒరేయ్ hmm. మళ్ళీ పాంప్లెట్స్ పంచుదాం అమృత విలాస్ వాళ్ళు ఈసారి మన సాంప్రదాయం మీద అసభ్యమైన సిరా వలకబోస్తున్నారు ఏంటి పెన్ లీక్ అయితే మాకు సంబంధం ఏంటి hmm. ఫౌంటైన్ పెన్ లీక్ కాదు వాళ్ళు బుద్ధి లేకుండా బహిరంగంగా బాహాటంగా ప్రేమలేఖ చచా ప్రేమలేఖల పోటీలు నిర్వహిస్తున్నారు మీరు మళ్ళీ వెంటనే వచ్చి నిర్దాక్షిణ్యంగా నిరోధించాలి ఓకే మీ complaint number two forty you are in the queue క్యూనా ఇదేమిటి న్యూగా మాట్లాడుతున్నారు పొద్దున కంప్లైంట్ చేస్తే పరిగెత్తుకుంటూ వచ్చారుగా అది పొద్దున సంగతి బాబు పూట పూటకి వ్యాలంటైన్ పిచ్చి ముదిరిపోయి ఇన్ని కంప్లైంట్స్ పోగాయి ఆర్డర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటాం ఈ లెక్కన వీళ్ళు వాళ్ళు వ్యాలంటైన్స్ డే విజయవంతంగా సెలబ్రేట్ చేసిన నెక్స్ట్ డేని వస్తారా ఎవడ్రా నువ్వు ఇంకెవడు నేనే నేనే అంటే బ్రెయిన్ని oh glad to meet you కానీ ఇప్పుడు నాకు మూడు బాగలేదు అందుకే తిట్టేది అనుకున్నవన్నీ జరగలేదని తలబాదుకునే బదులు జరిగేవన్నీ మంచికేనని తలవాలి ఎలా కష్టంలో సుఖం చూడాలి నష్టంలో లాభం వెతకాలి ఎలా యూ బ్రెయిన్లెస్ ఫెలో ఆ ప్రోగ్రామ్ ఆగలేదని ఏడు ఫేస్ బదులు హ్యాపీ ఫేస్ పెట్టు నువ్వు పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టు వెంటనే కలం చేపట్టు కళ్ళ రైటులో లేకపోయినా కనబడతావు ఈ లో కనబడతావు చెస్ట్లో కనపడతావు రిప్స్లో లంగ్స్లో కనపడతావు ఛా ఈ ఛాతీలో కనపడతావు చా చ చ చ చ చ వేధవద సరైన మాట రాదు మాటలొస్తే పాటలంతసేపు <sighs> లాభం లేదు ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి you <laughs> Shwari. సిగురాకు పలుకే మొకాస్త కరు బెండకాయలు పది కిలోలు రా రాశాను దొండకాయలు కిలో కిలో సొరకాయలు రెండు సార్ లెటర్స్ ఐదు కిలోలు బీరకాయలు ఇగో పేద ప్రేమికులు పంపించిన రిచ్ లెటర్స్ ప్రేమించే హృదయం ఉన్నవాడెవడు పేదవాడు కాడు ప్రేమించే హృదయం ఉందా ఉంది అయితే ఓ వెయ్యి రూపాయలు ఇటివ్వండి ఎందుకు ఎందుకేంటండి వెయ్యి లెటర్స్ వచ్చినాయండి ఒక్కదానికి స్టాంప్ పండించలేదు ఒక్కోదానికి రూపాయి చొప్పున వెయ్యి రూపాయలు ఓహో అరే అంజీ ఇవి అర్జెంట్ గా చీఫ్ జడ్జికి పంపించాలరా అయితే వెయ్యి నాకి ఎందుకు పోస్ట్ చేయాలిగా సరిగ్గా ఉన్నాయిలే తీసుకెళ్ళు ha ha. రండి రామ్మా కూర్చోండి కమాన్ సిట్ దేర్ రా పాప కూర్చో వీడొస్తున్నాడు ఏమిటి నా కోసమేనా వెయిటింగ్ కాదు చీఫ్ గెస్ట్ కోసం అదేంటి సార్ మీరు ఇలా వచ్చారు ఇలాంటివంటే మీకు అలర్జీ కదా <laughs> అదే మరి మీకు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజా అలాంటిది లాంటిది కాదు షాకు దెబ్బకి బేస్ కదిలిపోద్ది సరే మీరు రండి ముందు మీ బేస్ ని ఏదైనా ఖాళీగా ఉన్న కుర్చీలో పెట్టండి ఇంకా ఎంత డీలే అండి లవ్ లెటర్ పోటీ రిజల్ట్స్ రాలేదా అసలు ప్రైజే ఎవరేమో అంతా బోటకం రే అమృతం లోపల జనం గొడవ చేస్తున్నారా నేను చీఫ్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తా గానీ ఈ లోపు నువ్వు వెళ్ళి రిజల్ట్స్ అనౌన్స్ సరే ladies and gentlemen sorry for the delay మన చీఫ్ గెస్ట్ గారే లవ్ లెటర్ కాంటెస్ట్ కి జడ్జి గారు వారు రావడానికి కొంచెం టైం పడుతుంది అయితే వారి నిర్ణయాన్ని ఈరోజు పొద్దున్నే మాకు ఫోన్లో తెలియజేశారు ఇప్పుడు ఆ రిజల్ట్ మీకు అనౌన్స్ చేయబోతున్నాను the great grand prize of rupees 2000 goes to Veer Valentine! Yeah! నువ్వే ఇంత స్టన్ అయితే ఆంజనేయులు షాక్ ఇమాజిన్ చేయి మీరా Veera Valentine yes that is my pen name మీ నేమ్ తో పాటు ఇంకో నేమ్ కూడా యాడ్ అయ్యి ఉంది మీకు జాయింట్ ఫస్ట్ ప్రైజ్ జాయింటా ఆ పాయింటే బాగా నచ్చింది జడ్జి గారికి ఒకే కవర్లో రెండు లెటర్లు పంపించారు ఒకటి ప్రేమ లేక ఇంకొకటి దాని జవాబు లేక ఈ జంటతనానికి మెచ్చే మీకు joint prize okay friends Veera వ్యాలంటైన్లో రెండో సగం నారీ నవీనా నవీనా కవలో దాచిన లేఖలు బహుమతులు గెలుచుకుంటాయి జతతో అది పడ పూలతో అది పండుగైనది దినం వ్యాలంటైన్ అమృతరావు ఎవరయ్యా ఆవిడ సలీము అనార్కలు ఎవరో అని అడిగినట్టుంది మీ కవర్లో లవరే నా లెటర్లో ఆవిడ లెటర్ ఉండటం ఏమిటి మీ గుండెలో ఆమె గుండె ఉండగలేంది మీ లెటర్లో ఆమె లెటర్ ఉండడంలో ఆశ్చర్యమేముంది ఆవిడెవరో నిజంగా నాకు తెలియదయ్యా ప్రామిస్ పబ్లిక్ లో ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు వదిలేయండి మేమిద్దరం తర్వాత ఒప్పందం కోసం లోపలేం జరుగుతోంది వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఓహో అవి మారకుండా జరుపుతున్నారన్నమాట ఆ, చాలా గ్రాండ్గా లవ్ లెటర్ కాంటెస్ట్తో మీరు కూడా త్వరగా లోపలికి వెళ్ళండి మీ ఇదేం పోయిందండి ఎలాగైతే ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు తీసేసుకుంటే పోలా అది కరెక్ట్ అదే కరెక్ట్ పైగా ప్రైజ్ మనీ డబల్ చేసాం ఇద్దరు విన్నర్స్ కాబట్టి చెరో రెండు వేలు ఇస్తున్నావు అమృతరావు ఇన్నాళ్లకి నాకు కల్తీ లేని ఆనందం లొసుగులు లేని మేలు చేసావయ్యా అయ్యో ఈ లెటర్ నేను జడ్జి చేయలేదండి ఈ లెటర్ జడ్జి చేయడానికి జడ్జిని వెతికి పట్టాను అంతే ఈ భ్రష్టాచారం మేము సహించాం ఈ పాశ్చాత్య పోటీ జరగటానికి వీల్లేదు ఇది మన అచ్చ తెలుగులో జరిగిన సాహిత్య పోటీ అసత్యం దిగుమతి చేసుకున్న ఆచారాలతో ఆడా మగ కలిసిమెలిసి తిరగటం డబ్బు కోసం పరాయవాళ్లతో పోటీలో పాల్గొనటం మేము ఒప్పుకోము ఆ ప్రైజ్ ఇవ్వటానికి వీల్లేదు మేడం సారీ అండి ట్రైన్ లేట్ అయింది ప్రోగ్రామ్ బిగించేయలేకపోయారా రిజల్ట్స్ అనౌన్స్ చేసాం విన్నర్స్ ని మీరు సత్కరించడమే తరువాయి థ్యాంక్ యూ రండి మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది ఈ ప్రైజ్ న్యాయబద్ధంగా మాదే ఈమె ఈమె పరాయిదిగా మీరే సందేహంగా చెబుతూ మమ్మల్ని నమ్మమంటారా ముందా ప్రైజ్ డబ్బులు అక్కడ ఇచ్చేయండి నో సందేహం కాదు సభ్యత హిందూ మగవాడెవడు అరచి ఇలాంటి విషయాలు చెప్పడు మీకోసం చెప్తున్నా ఈవిడ నా ప్రియురాలు ఈవిడ నా తోడు నీడ ఈవిడ నా సహధర్మచారిణి ఈవిడ నా ఏడడుగుల బంద్ బంద్ బంద్ బంద్ ఈ పని మీద ఇక్కడ ఉండిపోయారా లేదు లేదు ఇది జరగకుండా చేయాలనే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ నేను కూడా చేస్తానుండండి దీనికి ఆపోజిట్ ఆ విసిరేసిందేంటి నీ టర్పంటైన్ మొహానికి వ్యాలంటైన్ కావాలా ప్రేమికుల